ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు చేసి చూసి వచ్చేసా అలాగే నా హీరోయిజంకి ఒక ఆరా ఉంటుంది కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుంచి ఒక ఆర్ఆర్ వినిపిస్తుంది ఇమాజిన్ చేసి చూసుకోండి కిక్ క్యాష్ ఉంటుంది ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు ఇలా పెట్టాలి